hello everyone this your Shiv Krish welcome to my channel hope ఎవరో నా డూయింగ్ గుడ్ ఒక్కొక్కసారి లైఫ్లో వెనకడుగు వేయడం కూడా ఒక టైప్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎందుకంటే ప్రతిసారి మనం ముందుకెళ్ళలేము లైఫ్లో ఐ మీన్ uh, ప్రతి గొడవకి ఒక ఫైటే ఆన్సర్ అని అవ్వదు ఎప్పుడు ఒక్కొక్కసారి మీ మౌనం అనేది చాలా పవర్ఫుల్ అవుతుంది అట్లాంటి సిచ్యువేషన్స్లో your silence is more powerful then words just ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆర్ ఏదైనా సిచ్యువేషన్లో if it's out of control ఏం చేయకండి జస్ట్ మీ నోర్లు మూసుకొని సైలెంట్గా ఉండండి చాలు don't utter a single word from your mouth అలా వెళ్ళిపోండి మీ సైలెన్స్కున్న పవరు మీ వర్డ్స్ కూడా లేదని చెప్తాం there is a proverb that words can break others hearts words are words words are like sword అని చెప్పి చాలా చెప్తారు అది నిజమే తప్పను కానీ సైలెన్స్ అనేది ఇంకా పవర్ఫుల్ ఏదైనా సిచ్యువేషన్ మీకు డేంజరస్గా అనిపిస్తే or when you feel intimidated or something మీరు ముందడుగేసి ఆ సిచ్యువేషన్ ఎస్కలేట్ చేయాలని లేదు జస్ట్ ఒక సైలెంట్గా ఉండి just walk away from the situation it's very powerful believe మీ ప్రతిసారి మీ మీ మాటలకి వాల్యూ ఉండదు మీ మాటలు ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ వాడితే మీ వా మీ మాటలకి వాల్యూ ఉండదు ఇది అందరికీ తెలిసిన సత్యమే నేను కొత్తగా చెప్పనక్కర్లేదు but the main context here is silence is powerful use it to the maximum amount of time in your life because ఒకసారి మీరు మాట్లాడే ముందు ఆ ఎదిటోడిని గురించి ఆలోచించండి వన్ అసెస్ చేయండి if is capable enough to comprehend what I'm trying to say అలా మీకు మీ జడ్జ్మెంట్ తెలిసిందనుకోండి just stay silent and walk away that's the best you can do and that's the topic for this podcast silence is powerful and uh, thank you everyone and keep smiling